hi friends welcome to our channel ఈ రోజు ఈ వీడియోలో మీకైతే ఒక మంచి అప్డేట్ అయితే తెచ్చేసానండి మీరు డిగ్రీ చదివే వారైనా డిగ్రీ చదువుతున్న వారైనా డిగ్రీ పరంగా ఎన్ని యూనివర్సిటీస్ అనేవి ఉన్నాయి అనేవి తెలుసుకోండి టోటల్ గా ఆంధ్ర అండ్ తెలంగాణలో చాలా మందికి ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి అనేది తెలియదు కాబట్టి డిగ్రీ అయిపోయే లోపల ఎన్ని యూనివర్సిటీస్ అనేవి ఉన్నాయో తెలుసుకోండి మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి యూజ్ అవుతాయి అండ్ తెలుస్తాయి ఎన్ని యూనివర్సిటీస్ అనేవి ఉన్నాయి అనేది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం టోటల్ గా ఆంధ్ర అండ్ తెలంగాణలో వచ్చేసి సిక్స్టీన్ యూనివర్సిటీస్ అనేవి ఉన్నాయి పదహారు యూనివర్సిటీలు అనేవి ఉన్నాయి ముందు తెలంగాణలో వచ్చేసి ఏడు యూనివర్సిటీలు అనేవి ఉన్నాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆ యూనివర్సిటీల పేర్లు కూడా చెప్తాను వినండి అవి ఎక్కడున్నాయో కూడా నేను చెప్తాను చూడండి ఇప్పుడు నేను చెప్పే తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలు ఫస్ట్ది పాల్మూరు యూనివర్సిటీ పబ్లిక్ యూనివర్సిటీ అనేది మహబూబ్ నగర్ డిస్టిక్ తెలంగాణ సెకండ్ది తెలంగాణ యూనివర్సిటీ పబ్లిక్ యూనివర్సిటీ అనేది నిజామాబాద్ డిస్టిక్ తెలంగాణ థర్డ్ది శాతవాహన యూనివర్సిటీ పబ్లిక్ యూనివర్సిటీ అనేది కరీంనగర్ డిస్టిక్ తెలంగాణ ఫోర్త్ది Mahatma Gandhi university public university అనేది ఎల్లారెడ్డి కూడా తెలంగాణ ఫిఫ్త్ది Kakatiya university public university Warangal Hanmakonda Telangana the Osmania university public university Hyderabad Telangana the Ambedkar open university Hyderabad ఇవ్వండి తెలంగాణ యూనివర్సిటీస్ ఇక ఆంధ్ర యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాం the Andhra university public university Visakhapatnam Andhra Pradesh the Acharya Nagarjuna university Guntur Andhra Pradesh టెన్త్ది Adikavi Nannaya university Rajamahendravaram Andhra Pradesh the Krishna university Machilipatnam Andhra Pradesh twelfth Sri Venkateswara university Tirupati Andhra Pradesh thirteenth Vikrama Simhapuri university public university Nellore Andhra Pradesh fourteenth Rayalaseema university state university Kurnool Andhra Pradesh fifteenth Srikrishnadevaraya university public university Anantapur Andhra Pradesh sixteenth Yogi Vemana university Kadapa Andhra Pradesh అండి ఇవ్వండి టోటల్ గా ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ అయితే చివరిగా ఇదండి యూనివర్సిటీస్ లిస్ట్ అనేది ఇదండి చివరిగా వీడియో అనేది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ లో పెట్టండి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ లో పెట్టండి ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది